మీరు అలా అలా అలా అలా ఎగురుతూ ఎగురుతూ ఎగురుతూ ఎగురుతూ ఆ వైకుంఠం వరకు వెళ్ళిపోవాలి మీరు వైకుంఠాన్ని సృష్టించాలి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఆ ఒక గొప్ప మార్పు రావాలి మేము కూడా సంస్కారవంతులు కావాలా వీళ్ళందరూ ఉంటే నేనందరినీ చూస్తూ గమనిస్తూ వస్తుంటే వాళ్ళ జీవితాలన్నీ చూస్తూ ఉంటే వాళ్ళందరూ భక్తులందరూ కూడా తపశ్చర్య భక్తి కూడా ఒక తపశ్చర్య ఆ భక్తితో వాళ్ళ తపస్సు చేయబట్టి వాళ్ళలో అంత గొప్ప మార్పులు వచ్చాయి ఊరికే కూర్చొని నాలుగు భజనలు నేర్చుకుని రోజు భజన చేస్తుంటే కాదు భక్తి లేదు అక్కడ తపశ్చర్య నేర్చుకుంటే భక్తి అనే సంస్కారం అది ఇనుమడింపదు తపశ్చర్య నేర్చుకుంటే జ్ఞానం అనే సంస్కారం అది ఇనుమడింపబడదు భక్తి అనేది చూసుకుంటే నీ శక్తి సామర్థ్యాలు అనేవి కూడా ఇనుమడింపబడదు సంస్కారం అనే దాన్ని ఎలా మీరు పెంచుకుంటూ వస్తారో ప్రతి ఒక్క దాని విలువ పెరుగుతూ వస్తుంది మట్టిలో బంగారం ఉంది అట్లనే మనం మట్టిని మనం మెడకేసుకుని తిరగం కదా బంగారాన్ని తీసి ఒక సంస్కారం దాన్ని మళ్ళా పుటం పెట్టి రెండో సంస్కారం తర్వాత దాన్ని ఒక ఆభరణంగా తయారు చేసి మూడో సంస్కారం ఇలా చేస్తుంటే దాని విలువ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంది గోల్డ్ బిస్కెట్ ఉండదు చేసుకొని మెడకేసి తిరిగాం కదా నేను అది సంస్కారమే కానీ అది ఏ సంస్కారానికి వస్తే దానికి ఆ విలువ దొరుకుతుంది అట్లా మీకు సంస్కారం నుంచే విలువ వస్తుంది మురళి ఒక ఆఫీస్లో పనిచేస్తుండొచ్చు సైదయ్య ఒక ఫ్యాక్టరీలో పని చేస్తుండొచ్చు వేణు ఇంకేదో వ్యాపారం చేస్తుండొచ్చు యోగారావు పాఠాలు చెప్తుండొచ్చు రవికుమారి వంటలే చేస్తూ ఇంటింటిని చూసుకుంటుండొచ్చు మీరు ఇవి చూసుకుని చేసుకునే దాని నుంచి అదేమీ సంస్కారం కాదు ఏ పనైనా చేయొద్దు అని నాకు అర్థమైంది ఏమి చేయకుండా ఉండొచ్చు మగమల్ని నేనే అయింది చాలు అని ఉండొచ్చు ఎట్లా ఉన్నా ఏం చేసినా నీళ్ళ సంస్కారం అనేది నీ యొక్క విలువను కొన్ని వేల రెట్లు మార్చేస్తుంది నీ జీవితం యొక్క ప్రభావమే మారి నిన్న మన ఎస్ఎస్వే మెడిటేటర్ ఆయన ఇంట్లో సత్యనారతం జరిగింది గురించి మీరు రావాలి గురించి మా అబ్బాయి పెళ్ళి అయింది ఇంటికి అమ్మాయి వచ్చింది ఈరోజు సత్యనారతం పెట్టుకుంది కరెక్ట్ వస్తున్నాను ముందే చెప్పాను అయితే నిన్న ఒక మాట చెప్పాను నేను వస్తున్నాను కాబట్టి సత్యనారాయణ వ్రత కథ నేను చెప్తాను ఎక్స్టెంపో ఉంటుంది నేను వస్తాను అక్కడ అక్కడ భగవత్ ప్రేరణతో చెప్తాను సత్యనారాయణ స్వామి చెప్తాను నేను ఇక్కడ కూర్చుంటాను నా ద్వారా సత్యనారాయణ స్వామి చెప్పిస్తారు వస్తాను ఇక అంతకన్నా మేమన్నారు వెళ్ళాం వెళ్తూనే సత్యనారాయణ కథ చెప్పా అక్కడ ఉన్నవాడు ఒక్కరు ఒక్కరికి కూడా నో డిస్టర్బెన్స్ సత్యనారాయణ కథ ప్రారంభం అయ్యిందే అందరూ దాన్ని ఎలా ఉన్నారు ఇలా ఎందుకంటే అక్కడ వాళ్ళకి దొరుకుతున్నది ఏమిటంటే కథ కాదు ఇక్కడ ఒక తపశ్చర్య ఎక్కువగా బీజం వేస్తుంది ఒక గురువు యొక్క బోధన జరుగుతుంది గురువు యొక్క ఒక ఉపదేశం జరుగుతుంది వాళ్ళందరూ అన్నారు ఇన్ని ఏండ్లు ఎన్ని సత్యావతాలు చేశాము ఎన్ని పూజలు చేశాము స్వామి ఈరోజు చాలా వైవిధ్యంగా ఉంది మాకు ఏం దొరికిందో చెప్పలేకపోతున్నాను నేను కానీ కథతో పాటు కథనం కూడా అది నడిచింది అన్నాడు కథతో పాటు కథనం కూడా నడిచింది దీనిలో నాలో నాకేదో ఒక గొప్ప మార్పు గమనిస్తున్నాను అది సంస్కారం సంస్కారం జరగాలి జరగాలి ఆ ఒక అరగంట ఒక గంట సేపు ఆ ఒక ప్రాసెస్ నేనిచ్చింది బోధన కాదు నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నది బోధన కాదు ఇది తపశ్చర్య తపశ్చర్య వైపు తీసుకెళ్తున్నటువంటి ఒక ప్రక్రియ అక్కడికి వెళ్ళినాక తపశ్చర్య అవుతుందని కాదు మీరు తపశ్చర్య సిద్ధమై వస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళినా తపశ్చర్య జరుగుతుంది శ్రీశైలం అడవుల్లో తపశ్చర్య ఉంది మనం అక్కడ పోయి తీసుకుని వచ్చేస్తాం అనే దానికి అక్కడ వస్తువు లేదు అక్కడ కానీ మీరు తపశ్చర్యకు సిద్ధమై వస్తారు కాబట్టి శ్రీశైలంలో మీకు తపశ్చర్య జరుగుతుంది అక్కడ ఇంకొంచెం మనకు ఏమిటి అక్కడ తపశ్చర్య చేసినటువంటి మహానుభావులు అక్కడ ఉండి ఇప్పుడు కూడా అక్కడ ఉండి నడిపిస్తున్నారు కాబట్టి అక్కడ కొన్ని ప్రేరణలు చాలా సులభంగా జరుగుతాయి చాలా సులభంగా జరుగుతాయి నా యొక్క అల్టిమేట్ అంటే నా యొక్క అల్టిమేట్ ఉద్దేశం ఏమంటే మీరు శ్రీశైలంలో ఉండండి మీరు ఇంట్లో ఉండండి ఫ్యాక్టరీలో ఉండండి ఎక్కడన్నా ఉండండి మీరు ఎక్కడున్నా కూడా అక్కడ తపశ్చర్య అనే ఒక అది నడుస్తూ రావాలి అదవుతుంది ఇప్పటికీ అది మొదలై ఉంటుంది మీరు గమనించాలని మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది ఓహో ఇక్కడ నాలో ఏదో జరుగుతున్న దాని ప్రభావం ఇలా అవుతుంది అని మీరు చూడగలరు మీరు ఏ బట్టలు వేసుకుంటారు మీరు ఏ విధమైన భూషణాలు పెట్టుకుంటారు దాంతో ఏం సంబంధం లేదు మీరు షర్టు ప్యాంట్ వేసుకోవచ్చు మీరు చీరా ఇవి కట్టుకోవచ్చు ఏదైనా ఉండొచ్చు మీ యొక్క డ్రెస్ ఇవన్నీ కాదు అయితే మీ యొక్క ఉనికి ఉనికి అంటే మీరు ఉన్నటువంటి ఒక తపో దీక్ష మీలో ఉన్నది అక్కడ ఉన్నదాన్ని సంపూర్ణంగా మార్చేస్తుంది సైదయ్యతే ఒక మంచి ఉదాహరణ చెప్తుంది